హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అసలు విషయానికి వచ్చేస్తే ఇప్పటి వరకు ఏపీ టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా గందరగోళానికి లోనవటం అనేది మనం చూసాం ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే పేపర్ల విషయంలో కానీ మార్కుల విషయంలో కానీ ప్రైమరీ కీకి ఫైనల్ కీకి రిజల్ట్కి ఎటువంటి సంబంధం లేదు అనేది టెట్ అభ్యర్థుల యొక్క అభిప్రాయం కింద అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా అభ్యంతరాలు కనుక ఉంటే మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు దానికి మేము పలానా టైం ఇస్తున్నాము ఈ టైంలో మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అని వాళ్ళు తన టైంని వాళ్ళు తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను నేను మీకు తెలియచేస్తున్నాను అదే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తెలియచేసింది ఫ్రెండ్స్ విద్యాశాఖ ఆ వివరాలను నేను ఈ వీడియోలో మేము తెలియచేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ టెట్ ఫలితాలపై అభ్యంతరాలున్నాయా ఏపీ టెట్ ఫలితాలపై అభ్యంతరాలు గనక ఉంటే ఈ నెల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో మీరు CSC dot AP dot gov dot in లోకి వెబ్సైట్లోకి వెళ్ళి అభ్యర్థనలను పంపుకోవచ్చని యొక్క టెట్ విద్యాశాఖ తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్ అయితే కొంతమంది రెస్పాన్స్ షీట్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఎవరైతే కోరుకున్న అభ్యర్థులు ఉంటారో రెస్పాన్స్ షీట్ను కోరుకున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు రెండు వందల ఫీజు కనుక చెల్లించినట్లయితే వాళ్ళకి రెస్పాన్స్ షీట్ను మేము పంపించడానికి రెడీగా ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ని ఇవ్వండి ఫ్రెండ్స్